హలో హలో అమ్మో మా మిసల్ మామ పద్దు కోసం ఉంటుంది పద్దు పద్దు ఏంటి నాకు అసలే లేట్ అయింది ఇన్స్టిట్యూట్ కి రెడీ అవుతున్నా urgent trunk call from Sri Lanka sorry sorry Bobbarlanka your father Bobbar Lankesh calling త్వరగా రా లేకపోతే ఫైర్ అయిపోతాడు ఉమ్, హలో పద్దమ్మా చెప్పు నానా ఓసారి బావకివ్వు అతని కోసమే చేశాను ఓ పర్సనల్ నీకోసమే హలో అన్న వెంటనే పొలం నాకోసం అరవపోతే నీకే తెలిసేది ఎందుకు చేస్తుంటాడు ఇప్పుడు చేయడే అరుడు అల్లుడు అమ్మో ఎస్టీడీ బిల్ పెరిగిపోద్దని మళ్ళీ నా క్లాస్ పిక్తాడు ఎందుకు ఫోన్ చేశాడు అడిగితే పోలే హలో మావు గారు ఏంటి బాగున్నారా ఇంకేంటి సంగతులు ఆరోగ్యం ఎలా ఉంది సంజు ఎలా ఉంది బాబు ఎలా ఉన్నాడు ఆ ఢిల్లీకి ఎలా ఉంది తరచూ ఉత్తరాలు రాస్తూ ఉండండి అప్పుడప్పుడు ఎస్టీడీ చేస్తుంటాను అనవసరంగా బిల్లు వేస్తూ ఉంటాను ఇదిగో ఏంటి మావు గారు ఇంకా చెప్పడానికి ఏమైనా ఉందా నీ సోద ఆపి నేను చెప్పేది విను నువ్వు అర్జెంటుగా రైల్వే స్టేషన్కి వచ్చి నన్ను పికప్ చేసుకో అంటే మీరు ఇప్పుడు హైదరాబాద్ వచ్చున్నారా అనే కదా అర్థం ఏం మావు గారు మరి ఎస్టీడీ ఎందుకు చేశారు నేను ఎస్టీడీ చేశాను నీకు ఎవరు చెప్పారు నువ్వే ఊహించుకున్నావు వెంటనే ఇక్కడికి రా ఇదిగో ఆంజనేయులు కూడా తీసుకురా అలాగేనండి అవును నాతో పాటు అంజిగడ్ని కూడా ఎందుకు తీసుకురమ్మన్నాడు కనుక్కుంటే పోలే ఇప్పుడే టెలిఫోన్ బూత్ కానీ ఫోన్ చేస్తాం డిస్కనెక్ట్ చేయకముందు డిస్కస్ చేయాల్సింది అంజయ్ ఇల్లారా ఏంట్రా ఊరి నుంచి మా మామ వచ్చాడు రా స్టేషన్కి వెళ్ళాలి అయితే వెళ్ళు ఇద్దరిని రమ్మన్నాడు పద ఇద్దరం వెళితే వచ్చేటప్పుడు త్రిబుల్స్ అవుతాం కదరా ఎలా వస్తాం అదేరా నాకు అర్థం కావట్లేదు అసలు ఇద్దరిని ఎందుకు రమ్మన్నట్టు కొంపదీసి కాలు మీదకో చేయి మీదకో తెచ్చుకోలేదు కదా ఫోన్లో మాట ఎలా ఉంది క్లియర్గా ఉందా ముద్దు ముద్దుగా ఉందా loud and clear as usual ఓ పంచేద్దాం నువ్వు నన్ను అక్కడ డ్రాప్ చేయి అటువంటిది ఏమైనా ఉంటే నేనే ఈ ఆటోలోనే ఇక్కడికి తీసుకొస్తాను అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత కదా తెలిసేది ఆటో సరిపోతుందో లేకపోతే అంబులెన్స్ పిలిపించాలో సర్లేరా పాపం ఆ ముసలాడు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడు కష్టం ఆయనకు కాదు ఏ పెళ్లి సంబంధం తీసుకొచ్చి నన్ను కష్టపెడతాడు త్వరగా ఇన్స్టిట్యూట్కి వెళ్తే బెటర్ బావా నన్ను డ్రాప్ చేయవా అప్పా ఆ పరం పరందవుడితో అటాచ్ అవ్వాలనుకుంటే హద్దు పద్దు లేని పద్దు ఒకటి లవ్లుగా అమ్మాయ్యా అదే నాన్న అప్పుడేలా వచ్చావు అప్పుడే కాదు నేను ఎప్పుడో ఇక్కడికి వచ్చాను నే వచ్చిన పని వాళ్ళకి తెలియకుండా దారి మళ్ళించడానికే స్టేషన్ తో పట్టించా సరే నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ రెస్ట్ తీసుకో నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళొస్తా ఆగమ్మా ఈ ఫోటో చూసి నీ నిర్ణయం చెప్పి వెళ్ళు బాలేదు ఆ, ఫోటో చూడకుండానే బాగోలేదంటే అలా ఓసారి చూసేళ్ళు నాకు ఇన్స్టిట్యూట్ బస్ మిస్ అవుతుంది సాయంత్రం వచ్చి చూస్తాను శాంతమ్మా శాంతమ్మా శాంతమ్మా ఎప్పుడొచ్చారు మావి గారు ఇప్పుడే వచ్చానమ్మా సంజీవుని బాబు అందరూ బాగున్నారా అంత అంతా బాగానే ఉన్నారు నేను తప్ప అయ్యయ్యో మీకేమైందండి పద్దుకు పెళ్లి చేసేస్తే ఆ ఒక్క బాధ్యత తీరిపోతుందని నేను అనుకుంటుంటే అదేమో తీరికలేదంటుంది పోనీ ఆ పీజీ ఏదో కానివ్వండి లేకపోతే అమ్మా అప్పటి వరకు మనకు వచ్చిన మంచి సంబంధాలు ఆగద్దోటమ్మా అది నిజమే అనుకోండి ఏదైనా సంబంధం రెడీగా ఉందా చూడమ్మా చక్కటి కుర్రాడు ఇక్కడే సిటీలోనే మంచి ఉద్యోగం కుర్రాడు బాగానే ఉన్నాడు ఆ మాట పద్దు నోట అనిపించుకుందామని పనులన్నీ ఆపుకుని పరిగెట్టుకొచ్చాను కనీసం ఆ ఫోటో వంకన్నా చూడకుండా పరిగెత్తుకెళ్ళిపోయింది పోన్లేండి మావయ్య గారు పద్దు సాయంత్రం వచ్చాక ఫోటో చూపించి ఒప్పిద్దాం ఆ భారం నీవేదే పెడుతున్నాను పొలంలో పంపు సెట్టు బాగు చేయించుకునే పని మధ్యలో వదిలిపెట్టి వచ్చాను మధ్యాహ్నం బండికే వెళ్ళిపోతాను పైగా నేను చెబితే దాని బుర్రకేమీ ఎక్కట్లేదు నువ్వేం చేస్తావో నాకు తెలీదు పద్దు నువ్వు పెళ్లి చూపులు గొప్పించు చాలు వచ్చే వారం పద్నాలుగో తారీఖు మంచి రోజు మీరేం బెంగపడకండి పద్దుకు చెప్పి ఒప్పించే బాధ్యత నాది అమ్మయ్యా ఇక నేను నిశ్చింతగా వెళ్ళొచ్చు అమ్మాయ్ అమ్మాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నా తెలుగు చూడు ఈ సంగతులేవి మా అల్లుడికి మీ ఆయనకి అస్సలు తెలియకూడదు అదేమిటి మావి గారు అయ్యో వాళ్ళ సంగతి నీకంటే నాకే బాగా తెలుసమ్మా వాళ్ళ చెయ్యి పడినా చూపు పడినా చివరికి చెవి పడినా ఏదో జరగకూడదు జరుగుతుంది ఎందుకు మొన్నటికి మొన్న సీతాకళ్యాణం అని చెప్పి పద్దు పెళ్లి చూపులు చెడగొట్టారు కదా అందుకే ఈ విషయం వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడు వాళ్ళు వచ్చే లోపలే నేను బండి ఎక్కకపోతే ఏదో ఒక తంటా తెచ్చి పెడతారు వస్తా వదలండి రండి గారు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను మీకు టిఫిన్ తెస్తాను అన్ని పూర్తయింది అయ్యా అయితే వెళ్ళి రిలాక్స్ అవ్వండి వెళ్ళండి మామగారు అదేమిటి మధ్యాహ్నం బండికే వెళ్తా అని బయలుదేరారు కదా మావి గారు ఏం చెప్పమంటావమ్మా నా కర్మ వీళ్ళ కంటపడకుండా ఇంట తప్పించుకోగలిగాను బయట తప్పించుకోలేకపోయాను మామయ్య గారు బాబాయ్ పొద్దున్న మీరు ఫోన్ చేసిన హాఫ్ అన్ అవర్కి ఇక్కడ ఉన్నాం హాఫ్ డే వెయిట్ చేసాం ఇప్పుడు కనిపించారు మేము ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నామని కన్ఫ్యూజ్ అయి ఉంటారు పదండి ఇంటికి వెళ్దాం అబ్బే లేదయ్యా నేను వచ్చిన పని అయిపోయింది ఊళ్ళో అర్జెంట్ పని ఉంది నేను వెళ్తున్నా అరే మామగారు నా మీద అలిగినట్టు దేవి లేదల్లుడు నా మాట విను నన్ను నూరుకి వెళ్ళనివ్వండి బాబాయ్ అల్లుడు అలిగితే అందంగాని మామగారు అయ్యుండి మీరు ఇలా అపార్థం చేసుకుని బాధ పెట్టకూడదు పదండి ఇంటికి చెప్పా అలుగుడు లేదు గిలుగుడు లేదు నాకు అవతల అర్జెంట్ పడుతుంది అంటే వినిపించుకోవే రే ఇలా కాదు గాని బాబాయ్ గారిని ముందు ఆటోలో కూర్చోబెడదాం ఇలా ఉంటే మాట్లాడుతూనే ఉంటాడు బాబాయ్ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా బలవంతంగా తెచ్చి ఇక్కడ పారేశారు అవతల ట్రైన్ పోయే ఇక సాయంత్రం ట్రైనే గతి వీళ్ళెప్పుడు ఇంతే మావయ్య గారు అందుకే కదమ్మా వీళ్ళంటే భయపడి చచ్చేది సముద్రం అక్కర్లేదు చెంబులో పెను తుఫాను సృష్టించగలరు ఇదిగో ఈ మ్యాచ్ తాలూకు మ్యాటర్ వాళ్ళకి అస్సలు తెలియకూడదు ఏం మావు గారు మ్యాచ్ అంటున్నారు అదే అదే మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ వెళ్ళు వెళ్ళి టీవీ పెట్టిన ఆయన అమ్మయ్యా మావయ్య వెళ్ళిపోయాడు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు పద్దు వచ్చిందా అన్నయ్య లేదమ్మా రోజు ఈ పాటకు వచ్చేసేదే ఏంటి పద్దుతో అంత అర్జెంట్ పని ఇప్పటికి నువ్వు నాలుగోసారి అడగటం అబ్బే ఏం లేదన్నయ్య నేను ఓరే అంజీ ఏంట్రా శాంతి ఇందాక నుంచి పద్దు గురించి తెక్కలోరిస్తుంది ఏమనుంటే మనతో చెప్పుకోవచ్చు కదా మనతో చెప్పే మ్యాటర్ అయి ఉండకపోవచ్చు ఏంటో ఏడాలనుకున్న సీక్రెట్లు ఇంకెవ్వరికి ఉండవు ఏ పద్దు ఇలా వద్దు ఏంటి ఏం లేదు ఇందాక నుంచి శాంతమ్మ నీ గురించి నీ గురించి చెప్తున్నా ఇద్దరు సీక్రెట్లు మాట్లాడుకుంటే మిగిలిన ఇద్దరు ఏం చేయాలి వినాలి ఒక్కసారి కుర్రాడు ఫోటో చూడు పద్దు వంద సార్లు చూసినా నా నిర్ణయం మారదొద్దునా ఇలా పెద్దోళ్ళ మాటల్ని నిర్లక్ష్యం చేయొచ్చా పిల్లల్ని కూడా పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి కదా కావాలన్నప్పుడు మంచి మ్యాచ్ కుదరొద్దా అనేది మీ నాన్న వాదన చదువు పూర్తవ్వాలన్నది నా వాదన చదువుకు పెళ్ళడ్డని ఎవరన్నారు నేను పెళ్ళయ్యాకే గ్రూప్ టెస్ట్లకు ప్రిపేర్ అయ్యి ఈ ఉద్యోగం సంపాదించాను తెలుసా ఏం ఆలోచించకుండా మీ నాన్న కోసం పెళ్లి చూపులు ఒప్పుకో పద్నాలుగో తారీఖు ఒకరోజు ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ అనకుండా ఇంటి పట్టునే ఉండు ఇప్పుడు కూడా ఫోటో చూడవా అక్కడ పెట్టేళ్ళొద్దునా తర్వాత చూస్తా అంత సీక్రెట్గా ఇంటెలుడు కూడా తెలియకుండా చేయాల్సినంత అవసరం వచ్చిందిరా ఇది సమర్థతకి అసమర్థతకి సంబంధించిన ప్రశ్న మా మామకి నా మీద అపారమైన నమ్మకం దేన్నైనా చెడగొట్టగలనని అలా అని ఏమీ చేతకాని వాళ్లాగా తల వంచుకుని కూర్చోకూడదు నీ సమర్థతను చాటుకోవాలి ఎలా ఆ ఫోటోలోని కుర్రాన్ని చూసి అడ్రస్ తెలుసుకొని పరిచయం పెంచుకొని పద్ధతులు గుణగణాలు తెలుసుకొని పద్దుని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడో లేదో తెలుసుకుంటే కనీసం పెద్దలుడిగా నీ బాధ్యతని నువ్వు సమర్థవంతంగా నిర్వర్తించిన వాడు అవుతావు ఇలా అయిన దానికి కాని దానికి నాకు సలహాలు ఇచ్చి నాకెంతో కొత్త బాధ్యతను గుర్తు చేస్తూ వెన్నంటూ ఉండే వెన్నలాంటి నువ్వంటే అందుకేరా అందుకేరా నాకెంతో ఇష్టం పద ఫోటో చూద్దాం <laughs> ఇదేరా అతను పనిచేసే ఆఫీసు అతను బయటకు వచ్చే టైం కూడా అవుతోంది మనం ఫలానా అని తెలియకుండా పరిచయం చేసుకుంటే బాగుంటుంది అతను కూడా ఫలానా అని మనకు తెలిసినట్టు అతనికి తెలియకుండా చూసుకోవాలి అయినా ఈ నాన్ ఫలానా పరిచయం డెవలప్ అవడానికి ఇంకో వారం రోజులు పట్టేటట్టుందిరా ఎంత క్రాష్ కోర్స్ చేసినా అక్కర్లేదు ఒక్క క్రాష్ చాలు ఇప్పుడే అతుక్కుంటుంది క్రాషా ఎస్ చాలా స్ట్రాంగ్గా ఫ్రెండ్ అయ్యే ఐడియా వచ్చింది ఒరే అమృతం నువ్వు ఇప్పుడు ఆ కారు కింద పడాలి ఓకే రై పద్దుకు పెళ్లి చేయరంటే నాకు తద్దిన పెడతానంటావేంట్రా అబ్బా అంత డ్రామారా అతని కారు కింద పడ్డట్టు యాక్ట్ చేయి చాలు ఆ యాక్టింగ్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు అడిగి తెలియద్దు సర్రని పోనిస్తే పోయింది నా ప్రాణం తిరిగి వచ్చినట్టు యాక్ట్ చేస్తుందా బయలుదేరుతున్నట్టున్నాడు పద పడు ఈ వెంకిగడి పెళ్లి నా చావుకొచ్చినట్టుంది దేవుడా దేవుడా దేవుడా దేవుడా దేవుడా దేవుడా దేవుడా దేవుడా దేవుడా దేవుడా అబ్బా ఒరే అమృతం అమృతం ఇదేంటండి నేను కారు రివర్స్ చేస్తుంటే మధ్యలో ఎత్తాక నుంచి వచ్చాడు వాడు బైక్ రివర్స్ చేస్తున్నాడు బైక్ రివర్స్ చేయడం ఏంటండి వాడి లైఫే రివర్స్ అయింది అసలు లైఫ్ ఉందో లేదో అయ్యో ముందు హాస్పిటల్ తీసుకెళ్తాం పదండి నేను ఇంకా బతికే ఉన్నానా ఏమో డాక్టర్ని అడుగుదాం సార్ ఈ రివర్స్ వ్యాన్ మీదేనా వ్యాన్ నాదేనండి థ్యాంక్ గాడ్ మీకేం కాలేదు ఆ మాట నేను అనాలి వ్యాన్ నా మీద నుంచి పోనిచ్చి నన్ను పైకి పంపించాను చ అవే మాట్లాడండి ముందు మీరు లేవండి ఏదైనా కూల్ డ్రింక్ తాగి కాసేపు కూర్చుంటే కూలే కోలుకుంటారు కూల్ ఐడియా ఏంటి సార్ ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది బాబు ఓ రెండు కింగ్ సైజ్ సిగరెట్లు ఇవ్వమ్మా తీసుకోండి నో థ్యాంక్స్ వద్దండి పర్లేదు మొహమాట పడకుండా తీసుకోండి చచా నాకు అసలు అలవాటే లేదండి రెండు చెప్తే మీ ఇద్దరికీ అనుకున్నాను అయ్యో నాకు అలవాట్లేదండి మావాణ్ణి మనమని ఎన్నిసార్లుగా చెప్తున్నా అదిగో అలా దగ్గుతూ తాగుతూనే ఆరోగ్యం పాడు చేసుకుని రోడ్ల మీద కార్ల కింద పడుతుంటాడు ఏంటి సార్ ఇది మీరేమైనా చిన్నపిల్లలా ఒకరితో చెప్పించుకోవడానికి నాకెవరేం చెప్పక్కర్లేదు నా దారికి ఎవరు అడ్డు అనక్కర్లేదు అంజీ పదరా ఇంటికి వెళ్దాం ఆగండి మీ దారి స్ట్రేట్ అయితే పర్వాలేదు రివర్స్ అయితేనే ప్రాబ్లం ఏదో శ్రేయబ్లష్లా చెప్పాను కోపించుకోకండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను మిల్లు ఎక్కడా సరే అంత సరదాగా ఉంటే డ్రాప్ చేద్దరు కానీ పదండి కానీ ఇంటికి కాదు క్లబ్కి క్లబ్ అంటే హెల్త్ క్లబ్బా కాదు స్పోర్ట్స్ క్లబ్బా అవును ప్యాకెట్ క్లబ్ మీ వ్యాన్ కింద పడ్డ పుణ్యం అని గంట లేట్ అయింది త్వరగా పదండి రాత్రి గంట ఎక్స్ట్రా అది కవర్ చేయాలి ఏంటి మీరు డైలీ క్లబ్కి వెళ్తారండి ఏంటి మీరు వెళ్ళరా చిచి ప్యాకెట్ అంటేనే నాకు మహా allergy I hate that same to same నాకు కూడా అంతేనండి వీడా చెప్పిన మాట విండాయే కాకపోతే మంచి గెయినింగ్ హ్యాండ్లేండి ఆ ఆట మీద నాలుగు డాబాలు కట్టాడు వెధవా అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్లాల్సిన వాడిని మీ వ్యాన్లో క్లబ్ దగ్గర దిగబెట్టారు చాలా థ్యాంక్స్ ఓకే వ్యాన్ మ్యాన్ మీరు నన్ను చంపనందుకు రేపు మీకు డిన్నర్ అబ్బే అవన్నీ ఇప్పుడు ఎందుకండి నేను మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వనందుకు సో యు కమింగ్ ఓకే అలాగేనండి ఓకే బాయ్ బాయ్ రే ఏ అలవాటు లేనట్టు పెద్ద పోజు కొడుతున్నాడు ఇప్పుడు చూడు మందు కొట్టాక మొత్తం విషయాలన్నీ గడగడ కక్కుతాడు వెంకట్ గారు ఇక్కడిక్కడ వస్తున్నాడు రండి రండి కూర్చోండి సారీ కొంచెం లేట్ అయింది పర్లేదు చాలా థ్యాంక్స్ పిలవంగానే వచ్చారు మీరంత మొహమాటం పెట్టినప్పుడు రాకపోతే బాగుండదుగా <laughs> ఇప్పుడు కూడా మీరే మొహమాట పడకుండా ఈ మెనూ చూసి మీ ఆర్డర్ ఏంటో చెప్పండి ఇంతకీ మీ బ్రాండ్ ఏంటి బ్రాండా అదే brandy whisky rum gin wine beer నాకు ఏ బ్రాండ్ అలవాట్లేదు మీరు కానివ్వండి ఎక్స్క్యూజ్ మీ హలో రే నేను మెల్లగా మొదలు పెడతాను నువ్వు కొంచెం గట్టిగా బలంతో పెట్టు తాగుతాడు రే నువ్వు మరీ చెడ్డగా ప్రవర్తించు దాంతో ధైర్యం వచ్చి అతనిలోని బలహీనతలు లోపాలు కొన్నైనా బయటపెడతాడు బాబు ఓ పెగ్గేమా ఓకే బాయ్ నాకు పెద్దగా అలవాట్లేదు ఒక స్మాల్ పెగ్ వేస్తా కంపెనీ కోసం మీరు కూడా ఒక పెగ్ వేయచ్చు కదా అయ్యో. ఆ బెరర్ రెండు స్మాల్ రమ్ యాక్చువల్లీ అసలు నేను మందెందుకు తాగుతానో తెలుసా మీలాంటి వాళ్ళు చెప్పేది మనసు బాగోగానేగా <laughs> నో నో నో మనసు ఉప్పొంగి మనసు రెచ్చి ఇంట్లో వాళ్ళందరినీ లైన్లో పెట్టడానికి ఇక్కడ చుక్కేసి వెళ్ళానంటే అక్కడ అందరికి వణుకు వణుక ఎవరికి వీడి పెళ్ళానికి ముఖ్యంగా వాళ్ళ మామకి పెద్దగా ఏం చేయడు గట్టిగా తిడతాడు అవసరమైతే నాలుగు తంతాడు ఏంటి పెద్దవాళ్ళని ఆడవాళ్ళని చూడకుండా కొట్టడమా ఏంటి మీరు మీ పెళ్ళాన్ని ఇప్పుడు కొట్టలేదా నాకింకా పెళ్ళే కాలేదు అది అది సంగతి పెళ్ళవునండి మీకే అర్థమవుద్ది ఇక్కడ కొట్టి అక్కడ కొట్టాలి చిచి కొట్టడం ఏంటండి అసహ్యంగా అసహ్యమా అవును అసహ్యమే నా పెళ్ళం తరపు మనుషులంటే నాకు అసహ్యం లేకపోతే భుజాలెక్కి తాండవం చేస్తారు అందుకే నా పెళ్ళం తరపు బంధువులు ఎవరైనా అవసరం ఉన్నా లేకపోయినా ఊళ్ళో ఉన్నా లేకపోయినా వాళ్ళే ఊర్లో ఉన్నారో తెలుసుకొని వారానికి ఒక్కసారైనా వాళ్ళ అడ్రస్ కనుక్కొని మరీ వెళ్ళి రేవు పెట్టొస్తాను పెళ్ళాం తరఫున బంధువులంటే ఒంటికెల మీద లేస్తాడు నాకది ఒక్కోసారి రైట్ అనిపిస్తుంది ఒక్కోసారి రాంగ్ అనిపిస్తుంది మీరేమంటారు ఏంటండి రైటు బంధువులన్నాక అందరూ కలిసిమెలిసి ఉండాలి అందులోనూ భార్యతో బంధువులంటే ఇంకొంచెం ఎక్కువ మర్యాదగా ఉండాలి అబ్బెబ్బెబ్బే మీ అభిప్రాయాలు మరీ విపరీతంగా ఉన్నాయి సరే కొన్నాళ్ళు పోతే మీరే మెచ్యూర్ అవుతారు థ్యాంక్ యూ సార్ సార్ మమ్మల్ని కొంచెం ఆటో దగ్గర డ్రాప్ చేస్తారా ఆటో దగ్గర ఎందుకండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదండి మీకెందుకు సార్ శ్రమ దారిలో ఏ ఆటో కనిపించినా ఆపే అని చెప్పి నో వే మిమ్మల్ని నేను ఇలాంటి పరిస్థితుల్లో వదలను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదండి ఓకే ఓకే ముందు నేను ఎక్కుతాను మెల్లిగా ఒరే అంజీ మీటర్ వేసాడారా నీకు కిక్కు బాగా ఎక్కినట్టుంది ఇది కాల్ టాక్సీ కాదురా నర్మయ్ oh sorry hello hi Lily darling ఏంటి ఇలా ఫోన్ చేసావు ఎప్పుడైనా ఎక్కడైనా నీ ఇష్టం ఎలాగో మా ఆవిడ ఊళ్ళో లేదు కదా see bye mister Venkat this is my girlfriend కనీసం రోజుకు ఒకసారైనా ఫోన్ చేస్తుంటుంది మీ గర్ల్ ఫ్రెండ్ ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది నాకే గర్ల్ ఫ్రెండ్ లేదు మీకు పెళ్లి కాలేదు గర్ల్ ఫ్రెండ్ లేదు దిస్ ఇస్ టూ మచ్ మళ్ళీ విపరీతం మీకు పెళ్ళైంది పైగా గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది ఇది normal of course life is to enjoy wow what a figure hey నువ్వు లైన్లో పడ్డావు నీకు చూడాలనిపిస్తుంది అనమాట వస్తుంది చూడు చూడు చూడు అవును వచ్చింది ఆటో దిగండి నాకు ఇలాంటి బిహేవియర్ అంటే ఇష్టం ఉండదు ఆటోకి వెళ్ళండి ఎక్స్క్యూజ్ మీ ఒకసారి లైట్ వేస్తారా అక్కడ ఉంది వేసుకోండి శుభాకాంక్షలు ఒరే హండ్రెడ్ పర్సెంట్ మంచి కుర్రాడు దొరికాడు పద్దికి సక్సెస్ అంతేకాదు మనకి ఇంకో పని మిగిలిపోయింది పెళ్లి చూపుల రోజున అతనికి మనం కనపడకూడదు ఏ ఏమేంటి తన మీద ఇలా సీక్రెట్గా పరిశోధన చేశామని అతను ఫీల్ అవుతాడేమో అందుకని మనం ఏకంగా పెళ్లిలో కనిపిద్దాం యో హండ్రెడ్ పర్సెంట్ రైట్ రా <laughs> మనం తెర వెనక ఉండిపోవడం మంచిది మనం పడ్డ శ్రమ ఎవరికి కనిపించకపోయినా పర్వాలేదు పద్దుకు మంచి మొగుడు వస్తున్నాడు అది చాలు కనబడకుండా చేసే మంచి అసలేన మంచి అందుకని పదహారవ తేదీ ఆ కుర్రాడికి మనం కనబడకూడదు మనం అజ్ఞాన ఆపద్బాంధువుల్లా అజ్ఞాత ఆపద్బాంధువుల్లా మిగిలిపోవటంలో ఉన్న తృప్తి ఆనందం అది అది నా మాటల్లో అది కొంచెం ఎక్కువైనా తగ్గిస్తాను శాంతబ్బా నా చెవుల్ని నేనే నమ్మలేకపోతున్నాను పద్దు పెళ్లి చూపులు ఒప్పుకుందా ఒప్పుకోవడం అంటే అతన్ని చూస్తాను అంది అది చాలమ్మా తప్పకుండా నచ్చుతాడు అదే రోజు ఉదయానికి నేను దిగుతాను సరే ఏర్పాట్లన్నీ నాకు విడిచిపెట్టండి పద్నాలుగో తారీఖే కదా అయ్యో మర్చిపోయాను అది పదమూడో తారీఖు మారింది వాళ్ళ జాతకాలను బట్టి ఆ రోజు ఆరు గంటలకు పెళ్లి చూపులకు దివ్యమైన ముహూర్తమట అలాగే మావయ్య గారు అల్లుడు మామగారు వాట్ ఎ కోఇన్సిడెన్స్ అల్లుడు వెంటనే నువ్వు ఆంజనేయులు స్టేషన్కి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకోవాలా ఓకే ఇటు తిరిగి మాట్లాడు ఎటు మామగారు స్టేషన్ వైపా అటు తిరిగితే సిగ్నల్ బాగా వస్తుందా అనేది ల్యాండ్ లైన్ కదా మామగారు మీ ఇంటి గుమ్మ వైపు అయ్యా ఏంటి నా కోసం గిఫ్ట్ ఏమైనా పంపించారా హాయ్ బాబాయ్ ఇదేనా రావడం ఇంతకు ముందు చాలా సార్లు వచ్చాను నువ్వు గమనించి ఉండవు అల్లుడు నేను ఊళ్ళో బ్యాగ్ మర్చిపోయి వచ్చాను వెంటనే నువ్వు బయలుదేరు మరి ఇది ట్రైన్లో ఎవరిదైనా తెచ్చేశారా పూర్తిగా విని తగలడు అది వేరే బ్యాగ్ అందులో అతి ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి మీరిద్దరూ మధ్యాహ్నం ట్రైన్కి బయలుదేరి అక్కడికి వెళ్ళి అది తీసుకురావాలి వెంటనే <laughs> దానికి ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకురావడం ఎందుకండి అక్కడి నుంచి ఎవరైనా తీసుకురావచ్చుగా <laughs> అది ఎవరు పడితే వాళ్ళు తెచ్చేది కాదు ఆయన అది చాలా ముఖ్యమైందని చెబుతున్నారు కదా సరే తప్పకుండా వెళ్తాం బాబాయ్ కానీ రేపు వెళ్తాం ఏరా మనకి ఎలాగూ రేపు ఊరెళ్ళే పని ఉందిగా ఎస్ ఎస్ ఎస్ అది రేపు సాయంత్రానికల్లా ఇక్కడ ఉండాలి రేపు వెళ్తానంటారేమిటి మీరు ఇప్పుడే బయలుదేరాలి అందులో అంత ముఖ్యమైనది ఏముండి ఉంటుంది అది తేవడానికి ఇద్దరెందుకు అంత అర్జెంట్ ఎందుకు అందులో క్యాష్ ఉంది లక్ష రూపాయలు ఇక మీ ఎక్స్ప్రెస్ ఆపి బట్టలు సర్దుకుని భోగి ఎక్కండి రండమ్మా రండి రండి సార్ కూర్చోండి కూర్చోండి అమ్మా మంచిదండి ఒరే అమృతం అంత అర్జెంటుగా బాబాయ్ గారికి డబ్బు అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు రేపు పద్దు పెళ్లి చూపులు కదా ఓకే అయితే కని కరెక్టేరా అందుకే సరిగ్గా రేపు సాయంత్రానికి డబ్బు అరేంజ్ చేయాలన్నారాయన పాపం నిన్ను అడగడానికి మొహాటపడి ఊరెళ్ళి తెమ్మన్నాడు ఛే మామగారు నన్ను అడిగే చనువు కల్పించలేకపోయాను మరి రఫ్గా ఉంటానేమో ఆయనతో నేను అయినా మనం అంత దూరం వెళ్ళి అక్కడి నుంచి తేవడం ఏంట్రా ఏమీ చేతకాని వాళ్ళలాగా మనం ఇక్కడే అరేంజ్ చేద్దాం ఎస్ గుడ్ ఐడియా అరే బ్యాంక్లో నా దగ్గర నలభై వేలు ఉన్నాయి hmm. తక్కిన డబ్బు ఎవరైనా ఫ్రెండ్స్ని కానీ సప్లయర్స్ని కానీ అడిగి అరేంజ్ చేద్దాం hmm. రేపు సాయంత్రం వరకు అయినా ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటారా hmm. అయితే పద పద బాగా సెన్సిటివ్ అండి మా వాడు <laughs> ఈ స్పీడ్ యుగంలో ఇలాంటి వాళ్ళు చాలా అరుదండి మా వాణ్ణి చాలా అపరూపంగా పెంచామండి అందుకే వాణ్ణి చేసుకోబోయే అమ్మాయితో పాటు వాళ్ళ కుటుంబం కూడా చాలా ముఖ్యమండి <laughs> చాలా కరెక్ట్ గా చెప్పారు మా కుటుంబం కూడా మీలాంటిదే ఎచ్చులు పోవడాలు విచ్చలవిడిగా తిరగడాలు వ్యసనాలు మాకు చాలా దూరం మీ పెద్దలుడు బిజినెస్ మ్యాన్ కదా మరి కొంచెం ఆయన ఫార్వర్డ్ గా అబ్బే మా పెద్దలుడు చాలా శుద్ధ అబ్బే అదే శుద్ధ అమాయకుడండి నోట్లో వేలు పెట్టినా కొరకలేడు <laughs> ఎవరి గురించి మామగారు మాట్లాడుకుంటున్నారు మీ బ్యాగ్ లో సరుకు రేపటి వరకు ఎందుకని ఇప్పుడే అరేంజ్ చేసేసా <laughs> ఇప్పటికైనా నా ఎఫిషియన్సీ మెచ్చుకోండి పనితనం ఒప్పుకోండి హాయ్ హాయ్ ఇతను ఇతను నా నా పెద్దలుడు మీద నా కాబే తోడలుడు తప్పుకోండి బాబా అల్లుడు